Hello viewers welcome back to ANS channel మీలో చాలా మందికి కళ్ళు తెరిచి నిద్రపోయే జీవి పేరు తెలిసే ఉంటుంది కానీ నిద్రపోతూ ఎగిరే పక్షి పేరు తెలుసా వర్షాకాలం చలికాలం వేసవికాలం ఇలా ఏ కాలంలో కూడా చెమటి పంటని జంతువు పేరు ఒక షార్క్ తన ఆహారం ఎంత దూరంలో ఉన్నప్పుడు పసిగడుతుందో మీకు తెలుసా ఈ భూమి మీద అత్యంత వేగంగా పెరిగే చెట్టు పేరు అలాగే ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా భూమిలో కలవడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూడబోతుంది ఆల్బట్రస్ అనే పక్షులు నిద్రపోతూనే ఎగరగలవు షార్క్లు రక్తపు బొట్టు వాసనను ఒక మైల్ దూరం నుండి పసిగట్టగలవు. వెదురు మొక్కలు ఒక రోజుకు మూడు అడుగులు పైగా ఎత్తు పెరుగుతాయి. ప్రపంచంలో అసలు చెమట పట్టని జంతువు పేరు కుందేలు. మనం వాడే ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో పూర్తిగా కరిగిపోవడానికి నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎన్ఎస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ని యాక్టివేట్ చేసుకోండి